hi friends welcome to my channel Karthika పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు వ్రతము చేయ సిద్ధపడుట మరలా అత్రి మహాముని అగస్యునితో ఈ విధంగా చెప్పసాగెను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయంలోకి వెళ్లి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతోటి పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహంనకు ఎగెను అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి ఓ రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరే ఉన్నటువంటి నీ సైన్యంను కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు తప్పక దక్కును అని దీవించి అదృశ్యుడు అయ్యను ఇతడెవరో మహానుభావుడు వలె ఉన్నాడు అనుకొనుచు ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడే శత్రురాజులతో ఘోరముగా పోరాటం చేసెను దెబ్బతిన్న క్రోధంతో ఉన్నటువంటి పురంజైన సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి అదేనోగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణ యొక్క మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిస్తూ పారిపోయేది పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణ యొక్క కటాక్షమునకు పాత్రలేని వారికి శత్రుభయం కలుగుతుందా అసలు విషం తాగినా కూడా అది అమృతమే అవుతుంది కదా ప్రహ్లాదనకు తండ్రి విషము ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగిన వెంటనే అది అమృతమైపోయింది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువులు కూడా మిత్రుడు అగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు కూడా పామే కరుచును కార్తీక మాసం అంతయు కూడా నదీ స్నానం అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులు అగును అన్ని సౌఖ్యములు కూడా చక్కగా సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఈ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా సరే పుణ్యం మాత్రం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానము వేదాధ్యయనం అనురించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైనటువంటి వైష్ణవోత్తముని యొక్క హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసార సాగరము ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందినారు శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచూ ఉండును ఎవరికైనానూ సరే శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యంను వెచ్చించేనను కూడా మరి ఒకరి చేత దాన ధర్మంలో వ్రతంలో చేయించవచ్చును శ్రీహరి భక్తులు శ్రీవారికి అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడు అయినటువంటి ఆ ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంగి కాపాడుచూ ఉండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరదాక్షుడు పద్నాలుగు లోకములను కూడా తన కుక్షి అంత నింపుకుని కాపాడుచున్నటువంటి ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైనటువంటి కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకళ్ళాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినతో పితృదేవతలు సంతసించెదరు వారి వంశం అంతయు కూడా తరించును ఇది ముమ్మాటికి నిజము కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణము ఏతత్ఫలం ಕೃಷ್ಣ ಮಸ್ತು ಪರಮೇಶ್ವರ ಮಸ್ತು